బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనగాం జిల్లా పెంబర్తి గ్రామ సర్పంచ్ అంబాల ఆంజనేయులు గౌడ్ ఉప సర్పంచ్ రేఖపై ఆరు నెలల సస్పెన్షన్ వేటు వేశారు పంచాయతీ కార్యదర్శిపై కూడా వేటు వేసినట్టు తెలుస్తుంది ఈరోజు ఉదయాన్నే ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ నిఖిల గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారంటూ జెడ్పీటీసీ దీపిక డిపిఓ ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీ చేశారు డిఎల్పిఓ విచారణ అనంతరం సస్పెన్షన్ వేటు విధించారు